ఒక్క నిమిషం లైన్ ఉంటారు సార్ వాసాల మంత్రి సర్పంచ్ అంజయ్యనే కదా అవును సార్ అవును సార్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్ మాట్లాడతారు సీఎం గారు sir sir hello sir sir నమస్తే సార్ నమస్తే అంజయ్ బాగున్నావా బాగున్నా సార్ బాగున్నా సార్ అంజయ్ ఇప్పుడు ఏంటంటే నేను ఇరవై రెండు వస్తున్నాం మీ ఊరికి ఇరవై రెండు తారీఖు సార్ ఎందుకంటే నాకు మధ్యలో నాకు కరోనా వచ్చి దేశం దేశమాత కరోనా వచ్చి సార్ సార్ అవును సార్ వద్దామంటే కూడా రాలేకపోయాను సార్ సార్ సార్ అప్పుడు మనం మాట ఇచ్చున్నాం కాబట్టి ఇరవై రెండు వచ్చి ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం ఇక okay sir thank you sir ఇరవై రెండు ఇరవై రెండు సార్ రెండు ప్రదేశాలు చూడాలి నువ్వు సార్ ఒకటి ఊరందరికి భోజనం నేనే పెడతారు సార్ మినిమల్ పెట్టే అవసరం ఉండదు సార్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన నేనే పంపిస్తా టీం హైదరాబాద్ నుంచి వస్తారు వాళ్ళు సార్ మొత్తం మీ ఊరు జనాభా ఎంత సార్ ఇరవై ఆరు వందలు సార్ ఇరవై ఆరు వందలు సార్ సార్ ఒక మూడు వేల మందికి వాడితే సరిపోతుంది కదా మంచిగా మస్తు సార్ ఇరవై ఒక మూడు నాలుగు వందలు అంటే బయట నుంచి అటు ఇటు అయినా కూడా ఇరవై ఆరు వందలు అంటే మూడు వేలు సరిపోతుంది సార్ న్యాయం కూడా వస్తారు కదా రెండు వేల మంది దాకా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా వస్తుంది కదా ఐదు ఎక్కువ కావాలి సార్ మరి సరిపోతుంది మా నాయమ్మడు ఒక రెండు వందల మంది వస్తారు ఇంకో రెండు వందలు ఎక్స్ట్రా అనుకుందాం సరిపోతుంది సార్ సరిపోతుంది సరిపోతుంది పోలీసులు వాళ్ళు సరే చూద్దాం కాదని బాధపడుకొని సార్ సార్ నేను చేపిస్తలే sir sir sir sir team వచ్చి సపరేట్ చేస్తారు వాళ్ళే చేస్తారు సార్ నువ్వేం బాధ కావాల్సిన అవసరం లేదు కాకపోతే రెండు జాగాలు చూడాలి నువ్వు సార్ మీ కలెక్టర్ కూడా వస్తుంది ఇప్పుడు మీ ఊరికి ఇప్పుడు వస్తుందా సార్ వస్తుంది నీకు చెప్పొస్తుంది చెప్పిన నీ పేరు కూడా చెప్పిన సార్ మధ్యాహ్నం వరకు వస్తుందేమో సార్ అందరు వస్తారు మళ్ళీ మొత్తం టీం టీం వస్తారు సార్ వచ్చి ఏంటంటే మొత్తం రెండు జాగాలు సార్ ఒకటి ఊరు మొత్తం కులం మతం జాతి లేకుండా సార్ అందరు కలిపి సామూహిక భోజనం ఒక్కగానే తింటాం సార్ అది ఒకటి ఒకటి సార్ సార్ నేను పదకొండున్నర పన్నెండు మధ్య చేరుకుంటా సార్ చేరుకొని అందరితో పాటు కలిసి నేను కూడా తింటాం మీతో పాటు సార్ మందులనే కూర్చొని తింటాం సార్ మీ మంత్రి గారు వస్తారు లోకమాత వస్తారు సార్ సార్ దాని తదనంతరం మీటింగ్ సార్ దీనికి కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చేయాలి వర్షం ఇబ్బంది లేకుండా సార్ కలెక్టర్ చెప్పిన వాళ్ళు చూసుకుంటారు అది అధికారులు సార్ దానికి కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్ వేయాలి సార్ ఈ రెండు జాగాలు ఇవి మంచి సార్ ఊరంతా కూర్చొని తినటానికి సార్ ఊరంతా కూర్చొని మళ్ళీ సభ జరుపుకోవటానికి సార్ అర్థమైంది సార్ అర్థమైంది సార్ ఖాళీ జాగాలు మంచిగా నీట్ ఉండేటివి సార్ సార్ సార్ ఒక ఎంపిక చేయి సార్ సార్ ఒక చిన్న సార్ ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ అంటే మరి మధ్య అవుతుంది అది మనం మీరు వస్తే అంత మంది కూర్చోవడానికి వీలు కాకపోతే సార్ ఇప్పుడు మీరు చూసి ఇప్పుడు మీరు చూసి కదా సార్ మా రామాలయం సార్ మీరు రాత్రి చూసారు సార్ మాతో మాకు అక్కడ మీరు రాత్రి కదా సార్ టర్నింగ్ లో కొండపూర్ రోడ్ లో అక్కడ ఒక ముప్పై మన ఈ పడాల శ్రీనివాస మార్కెట్ కాబట్టి మాజీ చైర్మన్ ఉంటాడు సార్ ఆయన ఒక ముప్పై ఎకరాలు ఉంటుంది హాస్టల్ దగ్గర అక్కడ అదే జాగాలో పెట్టు సార్ అక్కడ పెడతా సార్ ఇక్కడ మీరు మీరు వచ్చే అందు వేలో కూడా మీకు ఈజీగా ఉంటుంది సార్ రావడానికి కూడా మా ట్రాఫిక్ కూడా ఈజీగా మనకు మీరు వస్తే చాలా మంది వస్తారు కదా సార్ అందుకని అక్కడ మంది వస్తారని కూడా అక్కడ ఈజీగా ఉంటుంది మాకు ఇరవై ఐదు ముప్పై ఎకరాలు ఉంటుంది మనకు నేను బస్సు వస్తుంది నాది సార్ బస్సు వచ్చి ఉంటుంది దానిలో నాకు బాత్రూమ్ గిట్లు అన్నీ ఉంటాయి సార్ సార్ సార్ నేను ఇంటికి పోయే అవసరం కూడా ఉండదు నాకు సార్ సార్ బస్సులకే పోతాను మళ్ళీ బాల కూడా బస్సులకే పోతాను మా ఇంటికి రావాలి సార్ ఒకసారి మా ఇంటికి మీ ఎక్కడ ఉంది లోపల సార్ చిన్నది నువ్వేం కలిగి సార్ చెప్పిన కదా సార్ మీకు లేదని మా ఇల్లు మీ ఇంటికి వస్తాయి ఏముంది ఒక్కసారి మా ఇంటికి వచ్చాయి మా బ్లెస్ వేసి ఇచ్చిపోదాం మా కుటుంబానికి బ్లెస్ వేసి నో ప్రాబ్లం ఐదు నిమిషాల కోసం పోదాము సార్ సార్ ముందు తర్వాత పోయి ప్లాన్ చేసుకుందాం ఓకే సార్ ఓకే సార్ మీ అందరిని కలుపుకున్నవిగా సార్ సార్ ఓకే సార్ దీనిలో చిల్లర రాజకీయాలు పార్టీలు ఉండవు లేదు సార్ నాకు లేదు సార్ నేను ఎట్లాంటి నాకు నేను చెప్పేది సేవలకు కూడా ఎవరైనా వేరే పార్టీ ఉంటే కూడా మనం కలుపుకొని పోవాలి ఇప్పుడు okay sir okay sir okay sir మనకి ఎందుకంటే మీరు ఎలక్షన్ కూడా ఎవరికైనా నోటీస్కి మనకు సంబంధం లేదు ఓకే సార్ ఓకే ఈ ప్రాజెక్టు ఊర్లో ప్రతి ఇంటిని మీరు మనం బాగు చేయాలని వస్తున్నాం కాబట్టి సార్ సార్ మొత్తం మనకు వీడు వాడే ఉండదు మనకి ఉపేక్ష సార్ సార్ సార్ నువ్వు మంచిగా చేస్తే ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు ఫలితాలను నువ్వే గెలుస్తావు మీదయ్యా సార్ మీ బ్లెస్సింగ్ సార్ దానిపై పెద్ద ఇబ్బంది ఉండదు మీ జెండాతోటే మీతోటే ఈ సాయి కొంచెం సార్ నాకు రెండు పూట అన్నం కూడా లేదు సార్ నేను పుట్టిన మా బాబు కుటుంబం చేద్దాం బాగా చేద్దాం సార్ మంచి పేరు వస్తుంది సార్ ఈ రెండు జాగాలు వేరు వేరు ఉండాలి విడివిడిగా అన్నం దగ్గర ఉండద్దు ఓకే సార్ అన్నం ఒక తాడ ఒకదికు అన్నం ఒక తాడ అన్నం దూరం ఉండాలి ఓకే సార్ మనం తినేసి మంచిగా హ్యాపీగా మీటింగ్ రావాలి ఓకే సార్ ఓకే సార్ జనం వచ్చేలోపు మనం మీ ఇంటికి పోయేద్దాం అట్లా okay sir thank you sir thank you sir అన్నం తింటాము అన్నం తిన్న తర్వాత నేను మీ ఇంటికి వస్తాను సార్ సార్ అంత జనం అటు పోతుంటారు మీటింగ్కు సార్ సార్ ఒక ఐదు ఆరు నిమిషాలు పది నిమిషాలు మీట్ కాదు వస్తుంది మళ్ళీ మనం మీటింగ్ పోతాం okay sir thank you sir అట్లా ప్లాన్ చేసుకున్నది right sir right sir okay okay కదా ఓకే సార్ ఓకే సార్ ఆఫీసర్లు అంతా వస్తారు కలెక్టర్లు వస్తారు అంతా మాట్లాడుకొని గైడ్ చేసుకొని చేసుకోండి right sir sir thank you దేవిని ఓకే కదా ఓకే సార్ ఓకే సార్ ఆఫీసర్లు అంతా వస్తారు కలెక్టర్లు వస్తారు మీరు అంతా మాట్లాడుకొని గైడ్ చేసుకొని చేసుకోండి right sir sir thank you